hi friends welcome to my channel హార్త్ అనేది మనం ప్రతిరోజు వినేటువంటి మాటే ఈ హార్త్ని ఇంట్లో పూజల్లోనూ వ్రతాల్లోనూ శుభకార్యాల్లోనూ పిల్లల పుట్టినరోజు వేడుకల్లోనూ ఇలా ప్రతి దాంట్లోనూ మనం ఉపయోగిస్తూ ఉంటాం అంతేకాకుండా గుడికి వెళ్ళినప్పుడు అర్చకులు మన గోత్రం పేర్లు చెప్పి దేవునికి హార్త్ ఇచ్చి అది మనకి ఇస్తారు కదా అది మనం కళ్ళకద్దుకుంటాం ఇలా అసలు హార్ట్ ఇవ్వడం వెనక తీసుకోవడం వెనక ఉపయోగం ఏంటో చాలామందికి తెలియడం లేదు ఏదో పెద్దవాళ్ళు ఇచ్చేవారండి మేము కూడా ఇస్తున్నాము వాళ్ళు కళ్ళకద్దుకోమని చూపిస్తున్నారు మేము అద్దుకుంటున్నాం అని అలా ఆలోచించకుండా అందులో దాగి ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాన్ని ఆధ్యాత్మికమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఏదైనా శుభకార్యం చేశామనుకోండి చాలామంది సమూహంగా ఒక చోట చేరతారు కదా అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గాలి కొద్దిగా అపరిశుభ్రపడుతుంది అవునా అలాగే ఇప్పుడు గుడి విషయానికి వస్తే దర్శనం కోసమని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంటే అక్కడ ఉన్న గాలి కూడా కొద్దిగా అపరిశుభ్రపడుతుంది కదా అంతేకాకుండా సమూహాలు చేరే చోటే కాకుండా ఇళ్లల్లో కూడా మన కంటికి కనపడిని ఎన్నో క్రిములు వచ్చి చేరతాయి కదా అందువల్ల కర్పూర హారతిని వెలిగించి హారతి ఇవ్వడం వల్ల అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకి నశిస్తాయన్నమాట దాని ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి కాబట్టి హారతిని ప్రతినిత్యం వెలిగిస్తాం అన్నమాట ఇదే హారతి వెలిగించడం వెనుక రహస్యం అలాగే కర్పూరహారతి ఎలా అయితే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా నశించిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవాలి ఇది ఒక ఆధ్యాత్మికమైన అర్థంతో ఉండే భావం అన్నమాట చూసారా హారతి వెలిగించడం వెనుక తీసుకోవడం వెనుక ఎంత గొప్ప ఆరోగ్య రహస్యంతో పాటు ఒక ఆధ్యాత్మికత కూడా ఉందో చూడండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసమని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో విషయంతో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ